ఇక్కడున్న ప్రతి విజువల్ వర్క్ కావాలంటే సమ్ రూల్ రూల్ ఉంటుందండి బేసిక్గా ఇక్కడ వర్క్ ప్రతి ప్రతి ఒక్క విజువల్ ఈ విజువల్ వర్క్ కావాలంటే ఇక్కడ ఏ విజువల్ అయినా సరే వర్క్ కావాలంటే మనకు సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయన్నమాట సెట్ ఆఫ్ రూల్స్ ఈ రూల్స్ బ్రేక్ చేస్తే సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయన్నమాట ఈ రూల్స్ బ్రేక్ చేస్తే నీకు విజువల్స్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వవు ప్రాపర్గా వర్క్ అవ్వు నీకు రిజల్ట్ అనేది రిప్రజెంటేషన్ అనమాట సో మ్యాండేటరీగా ఈ బేస్డ్ ఆన్ ఒక ఫోర్ రూల్స్ ఉన్నాయి సారీ ఆ ఫోర్ రూల్స్ ఉంటే ఆ ఫోర్ రూల్స్ని బేస్ చేసుకునే కంపల్సరీ ఇది వర్క్ వర్క్ అవుతుంది అనమాట ఈ ఎంటైర్ విజువల్స్ ఫస్ట్ రూల్ వచ్చింది మనం ఒక్క డైమెన్షన్ అండ్ వన్ మెజర్మెంట్ చేయొచ్చు సింపుల్గా మనం రిప్రజెంటేషన్ వ్యూ ఎలా చేస్తామండి డేటా విజువలేషన్లో ఇప్పుడు సిటీ వైజ్ సేల్స్ అని అంటాం సిటీ వైజ్ సేల్స్ అంటే సిటీ అనేది డైమెన్షన్ అవుతుంది సేల్స్ అనేది మెజర్ అవుతుంది ఎందుకంటే మెజరబుల్ థింగ్ అంటే నువ్వు వే ఆఫ్ నేను నీకు చెప్పాను ఫ్యాక్ట్ డైమెన్షన్ థింగ్స్ చెప్పినప్పుడు చెప్పాను మీకు ఫ్యాక్ట్ అంటే ఏంది like uh, like it the the information it's it's contain the sales information something part of చెప్పాను కదా అలా డైమెన్షన్ ఏంది డైమెన్షన్ అంటే way of how you representing the data and what way you representing అన్న పాయింట్ హౌ యువర్ రిప్రజెంటింగ్ అనేది నీ డైమెన్షన్ అయితే వాట్ వే యువర్ రిప్రజెంటింగ్ అనేది ఏది uh, ఫ్యాక్ట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే సిటీ సిటీ అన్నాను బాగానే ఉంది సిటీ వైజ్ అన్నాను సిటీ వైజ్ నేనేం చూడాలనుకుంటాను సేల్స్ చూడాలనుకుంటాను అంటే నీ యొక్క మెజర్ పాయింట్ ఉంది అదేవిధంగా సిటీ అనేది డైమెన్షన్ ఒకటి ఉంది ఓకే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట సో నువ్వు ఏదైనా సరే రిప్రజెంట్ చేసేటప్పుడు సిద్ధు సిద్ధికి ఎన్ని మార్కులు అని అన్నాం అనుకోండి ఏమవుతుంది టోటల్గా ఇప్పుడు క్లాస్లో ఇప్పుడు టెన్ మెంబర్స్ అనుకున్నాం టాప్ టెన్ మెంబర్స్ ఏంటి అంటాడు టాప్ టెన్ దేన్ని బేస్ చేసుకుని టాప్ టెన్ అనేది బేస్డ్ ఆన్ uh, పేరా లేదంటే బేస్డ్ ఆన్ బ్యాక్గ్రౌండా బేస్డ్ ఆన్ వాట్ అనే పాయింట్ ఉంటుంది కదా క్లాస్లో టమ్ టెన్ మెంబర్స్ ఏంటారు అంటే ఏం చెప్తాం లో వాళ్ళు వాళ్ళ యొక్క క్యాల్కులేషన్ వాళ్ళ యొక్క స్కోర్స్ని బేస్ చేసుకునే కదా క్లాస్లో టాప్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటే టాప్ టెన్ మెంబర్స్ దేని బేస్ చేసుకుంటాం క్యాల్కులేషన్ ఐ మీన్ వాడి యొక్క స్కోర్ని బేస్ చేసుకుని సేమ్ సేమ్ థింగ్ కూడా ఇక్కడ కూడా ఎండ్ ఆఫ్ ద డే మనం మనము ఎండ్ ఆఫ్ ద డే ఏం వర్క్ చేస్తాం based on based on measure మీద వర్క్ చేసి మన డాటా అనేది రిప్రజెంట్ చేస్తాం ఏదర్ సేల్స్ కావచ్చు ఏదర్ కౌంట్ కావచ్చు ఏదర్ ప్రాఫిట్ కావచ్చు total wise number of things వస్తుంది అలాంటివి అనమాట ఓకే అది విజువల్స్ అలాంటి థింగ్స్ చేయాలన్నప్పుడు మీకు ఇది ఒక రూల్ ఉంటుంది అనమాట one dimension one measure like అంటే city wise total sales city అనేది ఇక్కడ వస్తుంది టోటల్ సేల్స్ అనేది ఇక్కడ వస్తుంది ఓకే ఇది ఒక రూల్ అనమాట ఇంకొక రూల్ ఏముందంటే one dimension one dimension many measures ఒక సిటీ వైజ్ సిటీ వైజే కాదు ఆ సిటీ వైజే అనుకుందాం సిటీ వైజ్ టోటల్ యూనిట్స్ ఎన్ని ఉంటాయో చూడొచ్చు నేను సిటీ వైజ్ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఒకే ఒక డైమెన్షన్ ఏమి ఇస్తాను సిటీ అంటాడు సిటీ వైజ్ ఇక్కడ దాకా ఏం చేశాను నేను ఒక టోటల్ సేల్స్ మాత్రం చూస్తాను ఇక్కడ ఇంకోటి కూడా చూస్తున్నాను ఏం చూస్తున్నాను సిటీ వైజ్ టోటల్ ఒకే విజువల్లో చూడొచ్చు యూనిట్స్ ఎన్ని ప్రాఫిట్స్ ఎంత అదేవిధంగా లాస్ ఎంత అదేవిధంగా కాస్ట్ సెంటర్ ఎంత కాస్ట్ సెంటర్ ఎంత అదేవిధంగా ప్రాఫిట్స్ సేల్స్ ఎంత ఈ పాయింట్ ఆఫ్ ఇట్లా నెంబర్ ఆఫ్ మెజర్స్ చూడొచ్చు అనమాట సిటీ వైజ్ సిటీ వైజ్ ఇలాగ నెంబర్ ఆఫ్ మెజర్స్ ఒకే దాంట్లో చూడొచ్చు అది రూల్ కానీ ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది టూ డైమెన్షన్స్ వన్ మెజర్ సింపుల్గా దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే date and city wise sales అనుకుందాం డేట్ అండ్ సిటీ వైజ్ సేల్స్ని total total city wise sales ఆ పర్టికులర్ డేట్ నుంచి చూడాలనుకుంటున్నాను సో అలాంటి టైంలో two measures oh sorry two dimensions two dimensions మాత్రమే అలా చేస్తుంది టూ డైమెన్షన్ కన్నా ఎక్కువ దాన్ని అలో చేయదు గుర్తుపెట్టుకోండి ఇంకొకటి టూ డైమెన్షన్స్ మెనీ మెజర్స్ ఇది వర్కౌట్ కాదు యాక్చువల్లీ రూల్ ఉంది కానీ వర్కౌట్ కాదు it's not total possible many measures అనేది టూ డైమెన్షన్స్లో మనం వర్కౌట్ చేయలేము అనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే సిటీ వైజ్ కంట్రీ వైజ్ అని అనుకో కంట్రీ వైజ్ సిటీ వైజ్ నాకు ఇక్కడ మెనీ మెజర్స్ ఇచ్చేస్తే అది కరెక్ట్గా రిజల్ట్ అనేది రిప్రజెంట్ కాదనమాట సో ఈ రూల్ అనేది వర్కౌట్ కాదు సో ఈ రూల్ ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తాం అంటే మన డాటాని టూల్ టిప్లో చూపిస్తాం టూల్ టిప్లో చూపిస్తాం అనమాట ఓకే ఇది మైండ్లో పెట్టుకోండి అంటే మీకు ఎప్పుడైనా రిజల్ట్ రాలేదంటే ఈ రూల్ ఫాలో బట్ మనకు మనం వర్క్ అంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇది మనం వర్క్ అంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కానీ బట్ అయితే కానీ ఈ రూల్ గుర్తుపెట్టుకోండి one measure many measure two dimension one measure two dimension many measure many measures it not all work out but one dimension many measures work out అవుతుంది టూ డైమెన్షన్ మినీ మెజర్స్ మాత్రం అస్సలు వర్క్ కాదు ఓకే ఇది మనం రెగ్యులర్ గా వర్క్ చేసేటప్పుడు మనం కంటిన్యూగా వచ్చేస్తుంది కంటిన్యూగా వచ్చేస్తుంది కాబట్టి నో ఇష్యూ సో ఒక్కవేళ ఏదైనా విజువల్ అనేది ప్రాపర్ గా వర్క్ కాలేదంటే అప్పుడు ఏమైనా రూల్ బ్రేక్ చేసిన అని చెప్పేసి చెక్ చేయండి ఓకే నా వాయిస్ క్లియర్ గానే వస్తాను కదండి ఎస్ సార్ క్లియర్ ఈ రూల్ మాత్రం గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ గుర్తుపెట్టుకోండి టూ డైమెన్షన్ మినీ మేజర్ అనేది అసలుకి మనం వర్కౌటే కాదనమాట ఇది వర్కౌటే కాదు దీనికి ఏం దానికోసం మనం ఏం చేస్తాం టూ టిప్లలో లేదంటే టేబుల్ ఫార్మాట్లో చూపిస్తాం అనమాట డేటాని టేబుల్ ఫార్మాట్లో అనేది చూపిస్తాను టేబుల్ ఫార్మాట్లో రిజిస్ట్రేషన్ లేదు మనం ఎలా అయినా చూపించవచ్చు మనం ఎన్ని మెజర్స్ అని వేసుకోవచ్చు ఎన్ని డైమెన్షన్స్ లో వేసుకోవచ్చు టేబుల్ ఫార్మాట్ ఎందుకంటే టేబుల్ అనేది డిఫరెంట్ విజువల్ అనేది different okay visual format of course ఇక్కడ టేబుల్ కూడా విజువల్ లోనే కలిపారు కానీ యాక్చువల్లీ టేబుల్ వేరు ఇక్కడ ఉన్న విజువల్స్ వేరు ఆ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఇక్కడ గ్రాఫికల్ థింగ్స్ వస్తే ఇది టేబుల్ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ గా ఉంటుంది ఓకే ఇంకొక రూల్ కూడా ఉందండి రైట్ ఇది ఉన్నప్పుడు ఇది కూడా ఆపోజిట్ లో ఉండాలి కదా ఇది కూడా వర్కౌట్ కాదు many measures and two dimensions opposite లో కూడా వర్కౌట్ కాదు సేమ్ ఇదే many measures two dimension same rule అంతేలేండి దీని ఆపోజిట్ లో కూడా వర్కౌట్ కాదు నువ్వు ఇలా ఆపోజిట్ లో చేసినా కూడా డాటా అనేది వర్కౌట్ కాదు సో బేసిక్లీ ఫోర్ రూల్సే ఈ ఫోర్ రూల్స్ బట్ దీన్ని ఆపోజిట్ వేసుకున్నా కూడా నీకు వచ్చేది ఏముండదు అనమాట ఓకే ఇది రూల్స్ మనం ఏదన్నా కానీ వర్క్ చేసేటప్పుడు ఎంత ఇప్పుడు ఈవెన్ డాటా మోడలింగ్ చేసినప్పుడు కూడా మనకు రూల్స్ ఉంటాయి కదా one to one minute one to one one to one to many many to one many to many ఇలా రూల్ ఉండేది కదా సేమ్ ఏ వర్క్ అయినా జరగాలంటే కంపల్సరీ రూల్స్ అనేది ఫాలో అవుతుంది అనమాట కంపల్సరీ రూల్స్ అనేది ఫాలో అవుతాయి ఇక్కడ కూడా విజువల్స్ వర్క్ కావాలంటే కంపల్సరీ రూల్ ఫాలో అవుతుంది